ఓం శ్రీం అమాకోటగ్రే నమ యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్కృత నమస్తే నమస్తే నమస్తే నమో నమ వచ్చ కేసీఆర్ విజయసాయి రెడ్డి జైల్లో ఉండి వచ్చి వీడు ఇది తుర్కముండ కొడుకుల దోపిడీ దహన ప్రత్యేకంగా మోసం చేస్తున్న తుర్కముండ కొడుకులు ఓకేనా so my nineteen ninety three best cricket all India naval commander Thomas Koshy ninety three effect cinema దర్శకుడు నారాయణమూర్తి మాతృవియోగం సుప్రీంకోర్టులో కేసు ఉంది కేసులు లేవు మోహన్ తుర్కముండ కొడుకుల దోపిడీ దహన కబ్జా కాండ ఇంకో పేపర్లో ఎక్కడో ఏంటి సినిమా అడ్వర్టైజ్మెంట్ లాయర్లది లాయర్ మీద ఫీజు తీసుకుంటాడు అన్నారు so what do call here can see my mother Brahmam గారి సాక్షిగా ఆరుగురు మృతి okay July fourth American freedom day twenty four తీవ్ర గాయాలు okay my mother's birthday twenty second effect twenty two ఏళ్ళ కుర్రాడు okay Robert Crimo years started my father penetrated in in to my mother's birth okay British bastard తుర్కముండ కొడుకుల దోపిడీ దహన కబ్జాకాండ revenge on okay article United States of America okay so twenty two year old so both the signatures are there my father was a self maker of a rifle these bastards are still bluffing the తుర్కముండా కొడుకులు మాలాంటి రాజులు తలలు కోసి దొంగముండా కొడుకులు గేమ్సా వారియర్స్ నాతో తీరొచ్చు కదరా పీకపోయొచ్చు కదా కొద్దిగా కేసీఆర్ గారు కూడా కేటీఆర్ గారిది ఆ బాధతో కేసీఆర్ వస్తాడు దాంతో లాల్మోహన్ రాజు గారు వస్తాడు షేమాన్ తుర్కముండ కొడుకుల దోపిడీ దహన కబ్జా కాండ ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కోటాగ్రా జుత్తు కొరికే వాళ్ళ మీద కూడా పన్నులు వేస్తాడంట తుర్కముండ కొడుకు ఆడేమో సుప్రీంకోర్టు జడ్జి తుర్కముండ కొడుకు ओम श्री मम कोटाग्रे नमः